అన్ని వాళ్ళే బిల్ పెరిగిపోతుంది రీడింగ్ తిరిగేస్తుంది ఎక్కువ వినియోగం పెరగలేదు ఛార్జీలు అదే గమ్మత్ పూలు పెరగలేదు సార్ మెటీరియల్ అన్నీ పెరిగిపోయాయి బిల్లు పెరిగిపోయి నాలుగు వందలు ఐదు వందలు పడితే పన్నెండు పద్నాలుగు వందలు అది గ్యాస్ పెరిగిపోయింది నూనె పెరిగిపోయింది అన్నింటికి పెరిగిపోయింది కాబట్టి మా కూలర్ కూలి పెరలే పెట్రోల్ డీజిల్ కూడా పెరిగింది దాని వల్ల ఇది